ఆత్మగౌరవం ఇది లేకుంటే సూడో సైంటిఫిక్ క్యారెక్టర్ అయినా అయాన్ ర్యాండ్ ఆబ్జెక్టివిజం అయినా ఆదర్శంగా తీసుకోలేం చాలామంది ఉందా లేదా అని సందేహిస్తూ ఉంటారు దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించి కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోవడం వలన కొందరు దీన్ని బాధ్యత విధేయత అని చాటుకుంటారు యజమాని అనేవాడు మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం పని వరకు చేయించుకుని పదో పరకు రూకలు ఇచ్చి ఊరుకోవాలంతే అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య శ్రమ మీద వెచ్చించి డబ్బులు మార్పు జరిగే ఒక లావాదేవీ అంతే తప్ప పని ఇచ్చేవాడు ఇష్టం వచ్చినట్లు లొంగ తీసుకుంటానంటే వాడి కాళ్ళ కింద పడి బ్రతకడానికి బానిసలం కాదు మనం ఐబీరియన్ పెనిన్సులా తీరాన ఆత్మగౌరవం గల నొమాన్సియన్స్ జీవిస్తున్న ఒక రాజ్యం మీదకి before common era first century ఆ తీరాన ఉన్న చిన్న చిన్న రాజ్యాలను జయిస్తూ రోమన్ సైన్యం దాడికి ఎగబడింది అప్పుడు ప్రతిఘటించిన మనిషియన్స్ కొట్టిన దెబ్బకు రోమన్ సైన్యం తోక ముడిచి పారిపోయింది దీన్ని జీర్ణించుకోలేని రోమన్ సైన్యం ఆ తరువాత కేవలం రెండు వేల ఐదు వందల మంది ఉన్న నొమాన్షియన్స్ని లొంగదీసుకోవడానికి దాదాపు నలభై వేల సైన్యంతో వచ్చి కి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళు ఎక్కడికి పారిపోకుండా చుట్టుముట్టి ఉచ్చుపెట్టారు నిత్యవసరాలు అందకుండా చేసి వాళ్ళని ఒంటరిని చేశారు ఒకటిన్నర సంవత్సరం నిరంతరాయంగా ప్రయత్నించిన తినడానికి తిండి గింజలు కూడా లేకుండా చేస్తే ఏమాత్రం లొంగడం ఇష్టం లేని నొమాన్సియన్స్ ఒక్కొక్కరుగా ఆత్మార్పణం చేసుకున్నారే తప్ప రోమన్లకి లొంగలేదు